అమృతం మా అంబాజీ గారిని చూసి వాళ్ళ అన్నయ్య గారు కూడా ఈయన తీరే ఉంటుందని అనుకుని ఇల్లు మాట్లాడా మరీ ఇంత చేతస్తపగాడని అనుకోలేదురా మీరు నన్ను అడుగుంటే అప్పుడే చెప్పుండేవాడిని మరే మరి నేను వెళ్తాను ఆ, వస్తాను సార్ అంబాజీ గారు అద్దె రెండు మూడు రోజుల్లో ఇచ్చేస్తాను మరేం పర్వాలేదు మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఇవ్వండి వస్తాను ఆహా ఎంత విశాలమైన హృదయం రా దేవుడు నీకేమో మంచి వానర్నోను నాకు ఒక ముద్ద నష్టపు యాదవని ఇచ్చాడు మనిషి మారతాడేమోరా కొన్ని రోజులు ఆగి చూద్దాం అది సరే గాని ఏదైనా సినిమాకి వెళదాం మరి టిక్కెట్ డబ్బులు పెట్టుకుంటావా నా దగ్గర డబ్బులు అయితే ముసుగు కూర్చో ఒరేయ్ అంబా నీకు బుద్ధి చెప్పడం కోసం ఇలా మారటుగా వెకిలిగా వికారంగా తయారవలసి వచ్చింది చెయ్యి ఒరే అమృతం నువ్వు అనవసరంగా వరీ కాకు నేనున్నాగా అంబాజీ గారు రండి సార్ తీసుకొస్తాను ఏదో అవసరం వచ్చింది కానీ లేకుంటే వచ్చే నెల తీసుకున్నాను మరేం పర్వాలేదండి ఆహా అంబాజీ మీ ఉదార స్వభావానికి నా జోహాలు మీ నిర్మలత్వానికి నా నివాళులు మీ అంత మంచి ఓనరు ఈ భూప్రపంచంలో ఉంటాడా సార్ మా అన్నయ్య కూడా మంచివాడే ఈ ప్రశాంత సమయంలో వాడినెందుకు సార్ గుర్తు చేస్తారు మీరు గాంధీ వాడు గాడ్సే మీరు హండ్రెడ్ క్యాండిల్ బల్బు వాడు కరిగిపోయిన కొవ్వొత్తే మీరు మదర్ తెరిసా వాడు బ్రదర్ వసామా మీరు బెల్లం పూరి ఆడు గుండె గీయించుకున్న అమరీష్ పూరి <laughs> చూసారా ఇంత పొగుడుతున్న మీ ఫేస్ లో అనుభూతే లేదు మహా వైరాగ్య లక్షణం అదే అప్పాజి గారైతే <laughs> ఈ పనికి తబ్బి ఉబ్బుపోయి తగ్గుప్పు అయిపోయేవాడు <laughs> ఇదిగోండి సార్ అదేంటి సార్ సడన్ గా పైల్స్ వచ్చిన అలా చూస్తున్నారు నేను <laughs> కరిగిపోయిన కొవ్వొత్తిన బ్రదర్ వసమానా అమరీష్ పురినా ఏంటి అలా చేరు పంపు తీసి కాలర్ పట్టుకుంటారా అమృతం అంబాజీ గారిని పట్టుకుని లేచి మాట్లాడతావా నీకేమైనా మర్చిపోయిందా అబ్బాజీ గారిని నేను ఎక్కడన్నా అన్నది అబ్బాజీ గారిని అందుకేరా సడన్ గా మీకు బ్లడ్ రిలేషన్ గుర్తొచ్చేసినట్టుంది ఇంకెప్పుడు మీ బ్రదర్ నేమనను సార్ నువ్వు తిట్టింది మా బ్రదర్ను కాదురా నన్నేరా మిమ్మల్ని నేనెందుకు తిడతాను సార్ గారు గారు ఇన్ని మాటలను నేను నోరికే వదిలిపెట్టను రా నువ్వు వెంటనే ఇళ్ళు ఖాళీ చేసే తప్పైపోయింది ఇంకెప్పుడు ఏ మాట్లాడుకో నా ఇంటి వెంటనే నేను వేరే పార్టీకి అతికి ఇచ్చేస్తాను నీ తెక్క కుదిర్చాను రా నా పని అయిపోయింది ఏం వరీ కావద్దు చూద్దాం నాలుగు రోజులు టైం ఉందిగా ఇది డైనింగ్ ఈ సంగతి చూస్తానరా రండి ఇది kitchen very spacious kitchen water problem ఏం లేదు కదా కావాలంటే చూడండి twenty four hours water municipal water వచ్చి మూడు రోజులు తప్పు తప్పుదారు ఎప్పుడైనా వచ్చినా అది drainage water something happen today one second అయ్యో పవర్ కట్ ప్రాబ్లం లాంటిది ఏం లేదు కదా <laughs> మా కాలనీలో అసలు పవర్ ప్రాబ్లమే లేదు చూస్తారా something wrong with tube light పద ఇదిగోండి అది బెడ్రూమ్ అక్కడ మీరు బట్టలు తుక్కోవచ్చు ఏమిటో ఈ మాయదారి కొంపకొచ్చిన తర్వాత మా అమ్మమ్మ పోయింది ఆవిడ పోయిన మూడు రోజులకే మా నాయనమ్మ పోయింది వాళ్ళిద్దరూ పోయారన్న బెంగతో మా తాతయ్యలిద్దరూ టపా కట్టేశారు ఇప్పుడు ఈ మాయదారి తగ్గుతో నీకు ఆ ఛాన్స్ ఇవ్వని మన ఓనర్ గాడికి నోటీస్ కూడా ఇవ్వకుండా మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం ఏమంటే మీరు రేపొచ్చి దిగుతున్నారుగా దేనికి పైకి పోవడానికే చాలు చాలే మనకి ఇల్లొద్దు పద మిస్టర్ అమృతరావు నువ్వు ఒక్క పార్టీని బెదరగొడితే నేను నాలుగు పార్టీలు తీసుకొస్తాను ఇంకా బయలుదేరండి ఇప్పటిదాకా మీ అన్న ఎన్ని పార్టీలు తీసుకొచ్చినా మేనేజ్ చేశాను ఇప్పుడు ఏకంగా పేపర్లోనే యాడ్ చేసాడు ఇల్లు అద్దెకి ఇవ్వబడును అని వంద రెండు వందల మంది వస్తారు వీళ్ళని ఎలాగండి మేనేజ్ చేయటం ఐడియా ఏంటండి అది చెప్తాను ఎనిమిది గంటలకే వస్తామన్నారు ఎనిమిదిన్నర అయినా ఇంకా రాలేదేమిటి వీళ్ళేమన్నా అనా పోదామా మీరు వెళ్ళి మాట్లాడండి ఇదే నేను చెప్పిన మన పనులకి జబర్దస్త్గా ఉంటుంది వెనకాల గదిలో సారా అన్న ముంగడి బెడ్రూమ్లో మట్టగా పెట్టచ్చు అందుకోసం లోపల రెండు బెడ్రూమ్స్ కూడా ఉన్నాయన్నా వెనకాల నుంచి దొడ్డిగా కూడా ఉందన్నావు వానర్ ఏడున్నాడు రా ఏమో అన్నా పూర్ణాన్ని అడిగి తెలుసుకోవాలా ఈడ ఇల్లు మంచిగానే ఉంది కాని అడగడానికి ఎవరూ లేరన్నా ఆ చెట్టు కింద గూట్లేగాడున్నాడు ఆడిని అడిగితే చెప్తాడు రే ఇటు రాబే ఎవరయ్యా మీరు ఏమిటి ఎలా మాట్లాడతారు ఆడకో ఎవరైనా యాదవ్ ఎస్పీ యాదవ ఆయన ఎవరు సర్వ పుణ్యక్షేత్ర యాదవను పట్టుకొని ఎవడని అడుగుతావా నీకు పోయే కాలం వచ్చిందిరా వదలండి నన్ను క్షమించండి మీరెవరో తెలియక ఏదేదో మాట్లాడేశాను నన్ను వదిలేయండి సరే ఈ ఇంటి ఓనర్ ఎవరు బే నేను కాదు నేను కాదు ఈ బెల్ట్ ఏంది బే నిక్కర్ లెక్క ఉంది ఈ ఇల్లుని కంసే కం నేను యాభై ఏళ్ళకి లీజుకు తీసుకుంటాను వెళ్ళి ఓనర్ని పిలుచుకురా చల్బే ఈ ఇంటి ఓనర్ ఎవరో నాకు తెలియదు కానీ పొద్దున్నే ఇంట్లో దిగిన వాళ్ళు మాత్రం నాకు తెలుసు ఎవరు వాళ్ళు అమృతరావు అని పెద్ద సిబిఐ ఆఫీసరు ఇదేం ట్విస్ట్ బే ఏమో సార్ నాకు తెలియదు సిబిఐ ఆఫీసరా సర్లే వాడిన రోజులు ఉంటాడు ట్రాన్స్ఫర్ వస్తే వెళ్ళిపోతాడు ఈ ఇల్లు జాగ్రత్తగా చూడాలి ఖాళీ అయిన వెంటనే చెప్పండి మనం సెటిల్ అయిపోదాం రండి నువ్వు ఈ బెల్ట్ తో కనుక కనిపించావు ఈ బెల్ట్ తోనే నీ తోలు వల్చేస్తా కబడ్దార్ కమాన్ సిబిఐ ఆఫీసర్ కి కంప్లైంట్ ఇస్తాట మీ అప్పాజీ అమృతరావు అమృతరావు అమృతరావు అమృతరావు ఎందుకు సార్ అంత కంగారు పెడతారు మేము సాయంత్రం మీ ఇల్లు ఖాళీ చేసేస్తాంలేండి ఇంకా మీ బంగారం లాంటి బెల్ట్ నాకు ఇస్తానా మీ ఇంట్లో మేమే ఉన్నాం అబ్బా బెల్ట్ విషయం ఇప్పుడు ఎందుకు లేవయ్యా ఇదిగో నువ్వు ఇల్లు ఖాళీ చేయనక్కర్లేదు ఈ ఒక్కసారికి నేను క్షమించి వదులుతున్నాను బయట చాలా పార్టీలు వెయిటింగ్ అది వేరే విషయం అవును సార్ బయట చాలా పార్టీలు వెయిటింగ్ ఇందాక ఎవరో ఎస్పీ యాదవ్ గారు సార్ వాళ్ళ మనుషులు వచ్చారు ఒరే నువ్వు ఇల్లు ఖాళీ చేయగానే ఇదిగో ఈ నెంబర్ ఫోన్ చేయని చెప్పారు ఇదిగో నువ్వు అర్జెంటుగా ఈ ఫోన్ నెంబర్ మర్చిపో ఏది ఆ double three double two double four nine సంగతి మర్చిపోమంటారా నేను వెంటనే మర్చిపోమని చెప్పానా చూడు నువ్వు రిటైర్ అయ్యే వరకు ఈ ఇంట్లో నుంచి కదలవయ్యా సరేనా థ్యాంక్ యూ సార్ మరి షరతుల సంగతి షరతులు దేవందలేవయ్యా వాటిని పూర్తిగా సడలించేస్తున్నాను మరి రాత్రి తొమ్మిదింటికే లైట్లు దీనక్కర్లేదు కానీ తొమ్మిది వరకు